మత్తయి మార్పు లోక యోహాను అపోస్తల కార్యములు రోమా మత కొరింది రెండో కొరింది గణతి ఎపస్తి పిలుపు కొలస్తి కాయలు రెండో కాయలు మొదటి తిమోతి రెండో తిమోతి తీతుకు విలోమోను ఏప్రి యాకపు మొదటి పేతుడు రెండో పేతుడు మొదటి యోహాన్ రెండో యోహాన్ మూడో యోహాను యోధ ప్రకటన గ్రంథం ఆమె విగ్రహ చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా